వారి వారి యోగ్యతకు తగ్గట్టు ఎక్కడ దాకా వాళ్ళు వెళ్ళగ వెళ్ళగలరు అక్కడ దాకా వెళ్ళగలిగారు ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ముందు ప్రతిబంధకమైపోయింది ఈ దారి ఇలా ఉండగా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళు వెళ్ళి చివరి దాకాను అంటే వైకుంఠ లోకం చేరేదాకాను కూడా భగవంతుడు వెంట ఎవరైనా వెళ్ళారు అంటే అది కృతముఖ బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామి మరుత మారుత సూను అంటే రెండు రూపాలు ఒకటి ముఖ్య ప్రాణ రూపము రెండవది మారుత సూనుము అంటే ముఖ్య ప్రాణమూర్తి కుమారుడైన ఆంజనేయ స్వామి ఇలా రెండు రూపాలతోనూ కూడా ఆయన వెళ్ళడానికి కుదిరినది ఈశ అంటే రుద్రదేవుడు శేష గరుడదేవుడు శేష శేషదేవుడు గరుడదేవుడు హరిజ అని అంటే కామదేవుడు మరియు ఇంద్రదేవుడు వీళ్ళే మొదలైనటువంటి పెద్ద పెద్ద దేవతలు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ పెద్ద పెద్ద దేవతలు మాత్రం పరమాత్ముడి వెంట వైకుంఠలోకం దాకాను కూడా వెళ్ళగలిగారు ఇక వైకుంఠలోకం చేరుకున్న తర్వాత భగవంతుడు అందరికీ కూడా తిరిగి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిందిగా ఆదేశించాడు అలా ఆదేశించగా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు ముఖ్యపురాణమూర్తి తమ ఇంటికి బ్రహ్మదేవుడు తమ ఇంటికి వెళ్ళిపోతారు ఈ ఆంజనేయ స్వామి ఒకరు మాత్రం ఆయనకి ప్రత్యేకంగా ఏ ఇల్లు అనేది లేదుగా దాంతో ఆంజనేయ స్వామి ఎక్కడికి వెళ్ళారు అనేది మనకు తెలియజేస్తారు కొంత వారు స్వంసం సర్వే సదనం చురాయు పురందరాత్యాశ్చ వెలించి పూర్వకాహ मरुत्सुशोधोभद्रीमवाप्य नारायणस्यैव पदं शिषेवे त्वं त्वं च सर्वे सदनं सुरायुः पुरन्दरस्याश्च विनिपूर्वकाः मरुत्सुशोषो बदरीमवाप्य నారాయణ పదం సేవే ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా తమ తమ ఇళ్ళకి వారు వెళ్ళిపోగా బ్రహ్మాది దేవతలు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళగా మరుపు సహా ఆంజనేయ స్వామి మాత్రం బద్రీమవాద్య బదిలీ క్షేత్రానికి వెళ్ళారు అక్కడ నారాయణుడి విశేషంగా తెలుసుకుంటూ అక్కడే ఉండిపోతారు ఇక్కడ బదిలీ అని అంటే మూడు బదిలీ క్షేత్రాలు అనేవి ఉన్నాయి ఒకటి సతసంగ పర్వతం పైన ఉండేటటువంటి బదిలీ హిమవత్ పర్వతం శిరస్సు మీద అంటే శిఖర భాగంలో ఉండేటటువంటిది రెండవ బద్రి మూడవది మేరు రూపాంతే మేరు పర్వతానికి దగ్గరలో ఉండేటటువంటి బద్రి ఇలా మూడు బదిలీ క్షేత్రాలు అనేవి ఉన్నాయి ఆ మూడు బదిలీ క్షేత్రాలలో సతశృంగ పర్వతం మీద ఉండేటటువంటి బద్రీ అంటే మనం వెళ్ళి వచ్చేటటువంటి బద్రీ బద్రీనారాయణుడి దర్శనం చేసుకుంటానే ఆ బదిలీ ఆ పైన ఇంకొంచెం ముందుకెళ్తే హిమాలయ పర్వత ప్రాంతంలో హిమాలయ పర్వత శిఖర భాగంలో మరొక బద్రీ క్షేత్రం ఉంది మహాబద్రి అని అంటారు అక్కడ భద్రాచార్యుల వారు మాత్రం వెళ్ళగలిగారు వారి వెంట వెళ్ళిన సుఖకృష్ణుల వారు ఆ గమ్యాన్ని చేరుకోలేకపోయారు అని సుమతులు జన్లు కూడా చెప్తారు ఇది రెండు కాకుండా మేరు పర్వతం దగ్గరలో ఉండేటటువంటిది మరొక బదిలీ క్షేత్రం అనేది ఉన్నది భగవంతుడు మూడు క్షేత్రాల్లోనూ కూడా తను సమీపుడై ఉన్నాడు అలాంటిది ఆంజనేయ స్వామి ఏ బదిలీ ప్రాంతానికి వెళ్ళారు అని అడిగితే మేరు పర్వతంలో మేరు పర్వతానికి దగ్గరలో ఉండేటటువంటి బదిలీ క్షేత్రానికి మాత్రం ఆ ఆంజనేయ స్వామి వెళ్ళారు ఆ మేరు పర్వతం సమీపంలోనే వేదవ్యాసుల వారు ఒక రూపంతో అక్కడ నిత్యులు కూడా సన్నిహితులై ఉంటారు ఆయన అవతరించిన సందర్భంలోనే ఇక్కడే మహాభారత తాత్పర్యంలోనూ చెప్తారు అవతరించిన సందర్భంలోనే ఒక రూపముతో నేరు పర్వతం దగ్గర ఉండేటటువంటి బద్రి క్షేత్రంలో కొలువై ఉన్నారు ఒక రూపంతో మహాబద్రికి వచ్చారు అని మనం వింటాం అలా అక్కడ ఉండేటటువంటి వేదవ్యాస పరమాత్మని పలు రకాలుగా కూడా సేవించుకుంటారు అందరూ ఏం సేవ చేశారు ఆయన అని అంటే సమస్త శాస్త్రోద్ధరితం హరిర్వచో సమస్త శాస్త్రోద్ధరితం హరిర్వచో ఉదాత శాస్త్రోత్తృతేన సంహరం స్వదంశతత్వం విపుదర్శమాణం तदानीनां चतुसंवास समस्तशास्त्रोद्धरितं हरेर्वचो उदा तदा संहरन् पदं च तत्त्वं विदुदर्शभाणां तदा मुनीनां च सुखं निवास समस्तशास्त्रोद्धरितं हरेर्वचो सकलशास्त्रालयोक्तः सारभूतमयुर्न సకల శాస్త్రాలని తెలబోతి మాట్లాడేటటువంటి వేదవ్యాస పరమాత్ముడి ఉపదేశాలు ఒకటొకటి కూడా సకల శాస్త్ర సారాలుగా ఉన్నాయి అలాంటి సకల శాస్త్ర సారాల సారాలుగా ఉండేటటువంటి వేదవ్యాస పరమాత్ముడి యొక్క మాటలను నిరంతరంగా వింటూ వారు ఆంజనేయ స్వామి బదిరీ క్షేత్రంలో ఆయన దగ్గర పాఠం చర్చించుకుంటూ వేదవ్యాస పరమాత్ముడి దగ్గర పాఠం చర్చించుకుంటూ ఆ రకంగా సుఖంగా అక్కడ ఉన్నారు కేవలం పాఠం చెప్పించుకోవడం మాత్రమే కాదు దానికి తోడుగా పదం తత్వం విగుదలస బాణ తత్వాన్ని విగుదలసభులు పెద్ద పెద్ద దేవతలు దేవతోత్తములు ఎవరైతే ఉన్నారో అటువంటి దేవతోత్తములకందరికీ కూడా అద్భుతంగా తత్వోపదేశాన్ని కూడా చేస్తూ ఆ మేరు పర్వత ప్రాంతానికి సమీపంలో ఉండే క్షేత్రంలోనే ఓడిపోతారు ఆంజనేయ స్వామి అక్కడ పెద్ద పెద్ద దేవతలు దేవతలతో పాటు పెద్ద పెద్ద మునులు శుకాచార్య మొదలైనటువంటి మహామహా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పాఠ ప్రవచనాలు చేస్తూ స్వయంగా వారు మధ్వాచారులు వారే మధ్వాచారులు వారి వలె ఆంజనేయ స్వామి కూడా ఎదురుదాస పరమాత్ముడి దగ్గర పాఠ ప్రవచనాలు చేస్తూ ఈ రకంగా సుఖంగా ఆ బదిలీ క్షేత్రంలో వారు పోయారు ఒక రూపంతో బదరీ క్షేత్రంలో ఉన్నారు మరొక రూపంతో కుంపుర ఖండానికి కూడా వెళతారు రామచంద్రుడు ఆదేశించిన ప్రకారంగా కుంపుర ఖండానికి వెళ్ళి అక్కడ రాజ్య పరిపాలనను చేయాలి అని ఆయనకి ఆదేశించారు దానికి తగ్గట్టే ఈయన అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది ఆ విషయాన్ని చెబుతారు రామాజ్ఞయా రాజ్యం चकाररूपेण तथा परेण धूपै सतान्वीत्य सततं सुवासविष्णो रामाज्ञया यथेष्टं रामात्मया सुराज्यम् चकाररूपेण तथा परेण रूपै सतान्वीत्य समस्ततस्मन् सततं यथेष्टम् ఇలా ఆంజనేయ స్వామి బద్రీక్షేత్రంలో ఒక రూపంతో ఉన్నారు ఆ రామచంద్రుడి ఆదేశాన్ని పురస్కరించుకొని కింపురుష ఖండానికి కూడా వెళ్ళారు రామాజ్ఞయ కింపురుష కింపురుషేషు రాజ్యం కింపురుష ఖండం అక్కడ హేమచంద్రుల వారితో కలవడం అనేది జరుగుతుంది మహాభారతంలో కూడా అది కానీ ప్రస్తావన అనేది చేశారు అలా బద్రీ బద్రీక్షేత్రంలో ఉన్నారు ఆంజనేయ స్వామి రెండవ రూపంలో ఇప్పటికీ కూడా కింపురుష కంటే ఆ కింపురుష అనబడే క్షేత్రంలో వారు ఉన్నారు కేవలం రెండు రూపాలు మాత్రమే కాదు భగవంతుడి సన్నిధానం ఉన్న ఏ ఉన్నాయో అటువంటి ఆ పరమాత్ముడి సన్నిధానం ఉన్న ఎక్కడెక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా దేవతల సేవలను స్వీకరిస్తాడో అటువంటి ఆ అన్ని ఇళ్లలోనూ కూడా ఆంజనేయ స్వామి అన్ని రూపాలు ధరించి ఉన్నారు అని చెబుతారు స్వామి వారు దానికి నిర్వహించి చెబుతారు రూపై శతాన్యైక సమస్త సత్మని మొదట రామాయణ విక్రయేక ముఖ్యుల పూర్ణత్వాత వైష్ణవశ్రేషు సర్వేషు దక్షతయా అన్యేషాం అదక్షతయా చ హరిసేవార్థం రక్షణార్థం చ హనుమత త్రికోటి రూపధారణం ఇది మూడు కోటి రూపాయలను ధరించారట ఆంజనేయ ఆ మూడు కోటి రూపాయలను ధరించి ఏ దేవతాలోకాల్లో ప్రత్యక్షంగా ఆ రామచంద్రుడు కనిపిస్తాడో అక్కడ ప్రత్యక్షంగానే ఉంటూ ఆ రామచంద్రుడిని అందరికీ కనిపిస్తూ దర్శనం చేస్తూ తెలుస్తూ వారు చేయించుకున్నారు ఆంజనేయ స్వామి ఇలా దేవాదీనాం దృశ్యతయ అన్యేషాం అదృశ్యతయ దేవతలకి మాత్రం దర్శనాన్ని కలగజేస్తూ ఎవరు దేవతలు కారో అలాంటి వారి ఎదురుగా అదృశ్యంగానే ఉంటూ ఇలా సత్యన సంరక్షణ అనేది చేస్తూ నారాయణుని సేవించడం అనేది చేశారు ఇలా మూడు కోటి రూపాలను ధరించి పరమాత్ముడి గ్రహములు అని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు దేవతలకి మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తూ దేవతలు కాని వాళ్ళకి మాత్రం అదృష్టంగా ఉంటూ అన్ని లోకాల్లోనూ కూడా రామచంద్రుడిని సేవించుకోవడం అనేది చేశారు ఈ రకంగా సేవించుకుంటూ నానా రీతిగాను కూడా రామాయణాన్ని ప్రవచనం చేసేవారు నిత్యం రామాయణ ప్రవచనం ఆంజనేయ స్వామి ఎక్కడెక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు అంటే కింపుల్ కానివ్వండి బద్రీక్షేత్రం కానివ్వండి అక్కడ అన్ని ప్రదేశాల్లోనూ కూడా విశేషంగా రామాయణాన్ని ప్రవచనం చేస్తూ ఆయన ఉన్నారు అనే మాట నేను చెప్తాను శతకోటి విస్తరం రామాయణం భారత పంచరాత్రం వేదాంశ సర్వాన్ సహిత బ్రహ్మపుత్రాన్ యాదక్షాణో నిత్యసుఖోద్వరో శతకోటి విస్తరం రామాయణం భారత పంచరాత్రం వేదాంశ సర్వాన్ సైతత్రన్న పుత్రాన్ వ్యాచక్షాణో ఈ రకంగా మూడు కోటి రూపాయలు ధరించి విశేషంగా కింపురుష ఖండంలో ఉంటూ బద్రీ క్షేత్రంలోనూ కూడా ఉంటూ విధ్వంసగాయం శతకోటి విస్తరం ఒక కోటి విస్తరమైంది అంటే వంద కోటి శ్లోకాలు అలాంటి వంద కోటి శ్లోకాలకు విస్తమై ఉన్నటువంటి ఆ రామాయణ గ్రంథం మూల రామాయణం అని అంటారు అటువంటి ఆ మూల రామాయణ గ్రంథం మరియు మహాభారతం పంచరాత్రాగము అది వంద కోటి శ్లోకాలు మహాభారతం అనేది ఆరు లక్షల శ్లోకాలతో విస్తమై ఉన్నది వేదాలు సర్వాన్ సైత బ్రహ్మసూత్ర ఇవే సాక్షిక పురాణాలు మొదలైనవన్నీ కూడా చెబుతూ వాటికి తోడుగా బ్రహ్మసూత్రాలను కూడా ఉపదేశం అనేది చేస్తూ పాఠం అనేది చెబుతూ బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానం అనేది చేస్తూ నిత్యం కూడా సుఖముతో నిండి ఉన్నారు ఆంజనేయ స్వామి నిరంతరంగానూ కూడా పాఠ ప్రవచనాలు చేస్తూ అతిశయమైన సుఖాన్ని వారు పొందుతూ హాయిగా ఉండిపోయారు ఇదే ఒక రూపంతో మహాబద్రి ఒక రూపంతో మేరు పర్వతం దగ్గర ఉండే బద్రి మూడు కోటి రూపాయలు ధరించి దేవతల లోకాల్లోనూ ఉంటూ మొత్తానికి భగవంతుడు ప్రత్యక్షంగా ఎక్కడ పూజలు అందుకుంటున్నాడో అక్కడ రెండవది పరమాత్ముడు అదృశ్యంగా ఉంటూ ఎక్కడ పూజలు అందుకుంటున్నాడో అక్కడ అలాంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఆంజనేయ స్వామి సమీపులై ఆ రామచంద్రుడిని సేవించుకుంటూ ఈ రకంగా అనారీతిగాను కూడా పాఠ ప్రవచనాలు అంటూ సుఖంగా అక్కడ ఉండిపోవడం అనేది జరిగినది రామచంద్రుడు కూడా వైకుంఠ లోకంలో ఉండిపోయారు రామోపి సాధం పవనాత్మజేన సీతయా లక్ష్మణ పూర్వకైశ్చ తథాగరుత్మ ప్రముఖైశ్చ పార్థకై సంసేద్యమానవసత్పయోగ్ధౌ రామోపి సాధం పవనాత్మజేన प्रसीतया लक्ष्मणपूर्वकैश्च तथामरु तथा गरुत्मत्प्रमुखैश्च पार्षदैः संसेव्यमानो రామచంద్రుడు ముఖ్య ప్రాణమూర్తి అంటే ఆంజనేయ స్వామితో కూడా సన్నిహితుడై సహితుడై సీతా అమ్మవారితో పాటు కూడా సహితుడై లక్ష్మణ శత్రుఘ్న భరత మొదలైనటువంటి వాళ్ళందరితో పాటు కలిసి గరుడదేవుడు ఇదే మొదలైనటువంటి ప్రముఖులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రముఖులు అయిన పరమాత్మ సేవకులు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి శేష మార్గంలో అనుసరించి వచ్చేవారు శరణ మార్గాన్ని అనుసరించి వచ్చేవారు ఇలా ప్రత్యేకంగా ప్రత్యేకంగా గరుడ మార్గంలో వచ్చేవాళ్ళు శేష మార్గంలో వచ్చేవాడు అయిన వాళ్ళు ఎవరిస్తున్నారో అలాంటి వాళ్ళందరి చేతను కూడా సేవలు అందుకుంటూ వాళ్ళకు అనుగ్రహం అనేది చేస్తూ ఆ పరమాత్మ ఆ రకంగా అక్కడ ఉండడం అనేది జరిగింది భారతదేశ సంశ్లేషమానం నివసత్వయుక్తం ఇక సుగ్రీవ మొదలైన వాళ్ళందరూ కూడా సూర్యుడి అవతారం కాబట్టి సూర్య అంతర్యంగా సూర్య అంశాలు చేరుకున్నారు ఆయన ఇలా వేరే వేరే వేరే ఎవరైతే పెద్ద పెద్ద దేవతలు వానరులుగా అవతరించారో ఆ జాంబవంతుడు మహిళ విధిగా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వానర వీరులందరూ తమ మూల రూపాలైనటువంటి అగ్ని ఇత్యాదులన్నింటిలోనూ కూడా వారు ప్రవేశించడం జరిగింది ఇలా ఇకవైపు రామచంద్రుడు పయోగవు అంటే క్షీరసాగర సన్నిధానంలో క్షీర సముద్ర మధ్యలో హాయిగా సుఖంగా ఉన్నారు అక్కడ ఆంజనేయ స్వామి ఒక రూపంతో ఉన్నారు అలాగే ఇటువైపు బదిలీ మొదలైనటువంటి ప్రాంతాల్లోనూ కూడా ఆంజనేయ స్వామి ఉంటూ నిరంతరంగా పాఠ ప్రవచనాలు చేసుకుంటూ ఆ పరమాత్మని సేవించుకుంటూ అక్కడ వారు ఉండిపోవడం అనేది జరిగింది ఇలా భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి మహిమలని ఉపదేశం చేస్తూ నిరంతర పాఠ ప్రవచనాలతో అందుగా జీవనాన్ని సాగిస్తున్నాను ఆదరిస్తున్నాను అనే మాట ఇక ఉపసంహార విషయానికి వస్తే కదా సకల అవతారా एकम्बिकायाः ततौ विच्छेदे पृथक्तसंसूक्ष्य कदापि विष्ठया प्रेमे रमेशोऽविकृतत्पुरार्णवः कदापि बीजः सकलावतार एकम्बिकायाः ततौ विच्छेदे सप्तसंसूह कदाचिच्छया ఒక్కొక్కసారి సకల అవతారాలని కూడా మూల రూపంలో ఏకీభావం చేసి అక్కడ శేషకాయి అయి ధ్యానం చేయడం అనేది ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడు వైకుంఠ లోకంలోనే తనవే అయినటువంటి వేరే వేరే వేరే వేరే రూపాలని కూడా బయటికి తనవే అయిన ఇతర అవతారాలతో పాటు అక్కడ నానా రకాలుగాను కూడా రమమానుడే ఉంటాడు ఇలా ఒక్కొక్కసారి మూల రూపంలో ఐక్యం పొందినటువంటి అవతార రూపాలు ఒక్కొక్కసారి బయటికి వచ్చే అవతార రూపాలతో అలాగే విహారం అనేది చేయడం జరుగుతుంది ఈ రకంగా అమిత సద్గుణ అనంతానంత గుణాలు కలిగి ఉన్న ఆ పరమాత్ముడు ఈ క్రమలో ఈ రీతిగా నానా ప్రకారంగాను కూడా తన ఇళ్లని ఆ వైకుంఠ లోకంలో ఉండే కూడా చూపిస్తూ వారికి ఆనందాన్ని కలగజేశారు ఈ రకంగా రామాయణ కథాభాగం అనేది సమాప్తమవుతుంది ఈ రామాయణ కథాభాగం అనేది ఎంత యథార్థమైనదో అన్న దాన్ని శ్రీమన్ మధ్వాచార్యులు గారు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇత్యచేక పురాణేభ్య పంచరాత్రేభ్య భారతాశ్చైవ వేదేభ్యో మహారామాయణాదీ పరస్పర విరోధస్య स्थानान्निर्णीय तत्त्वतः नित्या बुद्धिबलाच्चैव कृष्णोरेव प्रसादतः नित्यशेषपुराणेभ्यः पञ्चरात्रेभ्य एव च भारताच्चैव वेदेभ्यो महारामायणादपि परस्परविरोधस्य విద్యా ప్రసాదత ఇక్కడ దాకా రామాయణ కథాభాగాన్ని చెప్పారు మధ్వాచార్యులు వారు ఇది ఏదో ఒక రామాయణాన్ని చూసి రాసింది కాదు అశేష పురాణేత్య సకల పురాణాలలోనూ కూడా వచ్చిన రామచంద్రుడి కథలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పరిశీలించి దంతరాత్రాగమంలో చెప్పబడిన రామచంద్రుడి లీలలను అన్నిటి కూడా చూసి భారతంలో చెప్పబడినటువంటి రామాయణ భాగం వేదాల్లో ప్రస్తావించబడినటువంటి రామచంద్రుడి లీలలు మహారామాయణం అంటే మూల రామాయణం మూల రామాయణంలో చెప్పబడినటువంటి రామచంద్రుడి మహిళలు మొదలైనవన్నీ కూడా సంగ్రహం చేసి ఆ అన్ని పురాణాల్లో ఉండేటటువంటి ఏవైతే తత్వాలు అనేవి ఉన్నాయో అక్కడక్కడ పరస్పర విరోధత్వ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాంతానికి విరోధం అనేది ఆభాసంగా ఉంటుంది విరోధాభాసం అనేది కనిపిస్తుంది అలాంటి ఆ విరోధాభాసం అనేది ఉన్నది ఉందో దాన్ని పరిహారం చేసి ఆ విరోధాభాసాన్ని పరిహారం చేసి ఏది సరైనటువంటి తత్వమో దాన్ని నిర్ణయం చేసి ఆ నిర్ణయం చేయబడిన తత్వానికి దృష్టిని తోడుగా చెప్పి బుద్ధిబలముతో తమ ప్రజ్ఞా బుద్ధితో తమ శక్తితో తమ భౌతికమైన శక్తితో పూర్వ పరికారం అన్ని కూడా ఆలోచించి వెనక ముందు అన్ని పరిశీలించి విశేషంగా శ్రీమన్ నారాయణుడి యొక్క ప్రసాదంతో ఆయన అనుగ్రహంతో రీతిగాను కూడా చెప్పబడిన రామాయణం ఈ తమలో బహుకల్పానుసారే మయేయం సప్తకోషిత లేఖ గ్రంథాత్రయాత్మ నాశనిత్యాత్ర విరుద్ధత బహుకల్పానుసారేణ మయేయం సప్తోధిత నైకగ్రంథా ప్రయాత్మస్మాన్ ఎన్నో మహామహాకల్పాలలో ఉండేటటువంటి భగవంతుడి అవతారాలను చెప్పేటటువంటి గ్రంథాలు అన్ని గ్రంథాలకి అనుకూలంగా ఉండేటటువంటిది ఏదైతే నిర్ణయాత్మకమైన ఉన్నదో అటువంటి నిర్ణయాత్మకమైనటువంటి గ్రంథంగా ఇక్కడ ఈ రామాయణ కథని సంగ్రహం అనేది చూశాను ఏదో ఒక పుస్తకాన్ని చూసి ఏదో అనుమానం చేశానని అనుకోకండి అన్ని పుస్తకాలని పరిశీలించాలి అన్ని పుస్తకాలని పరిశీలించి ఏది సరైనది అన్నదాన్ని చూసి ఆ వేరే వేరే పుస్తకాల్లో ఉండే విరోధాలన్నీ కూడా పరిహారం చేసి ఈ రకంగా ఏదైతే కథాభాగం చెప్పబడి ఉన్నదో ఇది అన్ని కల్పాలకు కూడా కామన్ గా ఉన్న కథ అన్ని కల్పాలకు ఇలాగే ఉంటుంది కథ వేరే వేరే కల్పాల్లో కల్పవేదం అనేది కూడా లేకుండా సకల కల్పాల్లోనూ కూడా కామన్గా జరిగేటటువంటి కథాభాగం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సంగ్రహం అనేది చేశారు కాబట్టి విరోధం అనేది మీరు ఇక్కడ చూడాల్సిన అవసరమే లేదు ఏ రకంగానూ కూడా శంక అనేది లేకుండా సందేహం అనేది లేకుండా విస్తరించగా ఇక్కడ చెప్పబడినటువంటి రామాయణ కథని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని ఆ రకంగా ఉపాసన అనేది చేసి ఆ క్రమలో భగవద్ అనుగ్రహాన్ని మీరు పొందగలరు దీంట్లో సందేహం అనేది చేయాల్సిన అవసరమే లేదు చక్కగా రీసెర్చ్ చేసి పరిశీలించి మరి నేను ఈ గ్రంథాన్ని రాశాను ప్రతిమోహ యాసురాణం వ్యత్యాస ప్రతిలోమత ముక్తా గ్రంథేషు తస్మాత్ నిర్ణయోయం తపోమయ క్వచిన్మోహాయాతురాణం వ్యత్యాస ప్రతిలోమత గ్రంథేషు తస్మాత్ నిర్ణయోయం సుఖోమయ ప్రాతిలోమ్యం అనేది చెబుతారు కొన్ని కొన్ని గ్రంథాల్లో ప్రాతిలోమ్యం అంటే ఒకటి ఒక రకంగా చెప్పాలని దాన్ని ఇంకొక రకంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే చెప్పవలసిన విషయంలో మరొక విషయాన్ని చెప్పడం ఇలా వ్యత్యాసంగా చెప్పడం అనేది జరుగుతుంది అలాంటి ఆ వ్యత్యాసం అనేది చెప్పడం ఎందుకు అంటే అసురుల మోహనం కోసం అలా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి అప్రమోహకమైన గ్రంథాల్లో చూసి ఈ రకర పొరపాటున అందేశాజ్ఞానముతో జ్ఞానముతో రామాయణ కథని వేరే రకంగా అర్థం చేసుకుంటారు వేరే రకంగా తెలుసుకుంటారు తప్పుగా తెలుసుకుంటారు అని చెప్పి ఈ నిర్ణయాన్ని నేను ఇక్కడ రాయాల్సిన అవసరం వచ్చింది కొన్ని కొన్ని గ్రంథాలు ఇంకొక రకంగా చెప్పి ఉంటుంది ఇక్కడ చెప్పిన విషయానికి విరుద్ధంగానే చెప్పి ఉంటుంది కానీ అది కేవలం అక్రమోహనం కోసం చెప్పినది అనేది తెలుసుకోండి కాబట్టి ఏ రకమైనటువంటి గ్రంథముల యొక్క విరోధం అనేది ఇక్కడ చేసిన తత్వ నిర్ణయానికి తత్వ నిర్ణయానికి లేదు ఏమంత్యవక్షమానేటి నైరాజంత్యావిష్కృత సర్వకల్ సర్వకల్ప సమస్యాయం పారంపర్య క్రమ ఏమంత ఏమంత్య వక్షమానేటు నైరాజంత్యావిష్కృత సర్వకల్ప సమస్యాయం పారంపర్య క్రమస్తదా ఏ రకంగానూ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి ఏ విషయంలోనూ కూడా విరోధం అనేది ఎక్కడ లేదు సర్వకల్పాల్లోనూ కూడా ఇది సమానంగా ఇలాగే ఉన్నటువంటి కథ అన్ని కల్పాల్లోనూ కూడా ఇదే కథ అనేది ఉన్నది ఇదే సత్సంప్రదాయ పరంపర అనేది ఉన్నది నిత్యాది పరంపర క్రమ క్రమకి అనుసరించి ఉన్నటువంటి కథనే ఇక్కడ చెప్పడం అనేది జరిగినది పురాణాల్లో కొంచెం ఇక్కడ చెప్పిన దానికి కాస్త అతిథులుగా వ్యత్యాసంగా చెప్పడం అనేది తప్పకుండా జరుగుతుంది అలా జరుగుతుంది అన్న మాత్రాన అది పురాణ దోషం అది चोक्ति स्यात् पुराणादिषु कुत्रचित् कृष्णामाह यथा कृष्णो धनञ्जय सदैर्हतात् गतं दुर्योधनादियुक्ते नर्धज्य इति प्रभुः पुङ्गत्यासेन चोक्ति स्यात् पुराणादिषु कुत्रचित् कृष्णामाह ఆధారపడి ఆ వృత్తి యొక్క అర్థం చేసుకునే సామర్థ్యం తెలుసుకొని ఆ సామర్థ్యానికి అనుగుణంగా పురుషులు చెప్పడంలో వ్యత్యాసంగా చెప్పడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో పురుషులు ఒక రకంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క జోరు చెబుతారు దానికి ఉదాహరణ ఇస్తారు కృష్ణామాహ యథాకృష్ణం కృష్ణ అంటే ద్రౌపది దేవి ఆ ద్రౌపది దేవితో శ్రీకృష్ణుడు అన్నాడు ఏమిటి అంటే ధనంజయ సదైరథ అని అర్జునుడి యొక్క బాణాలతో సంహరింపబడిన వంద మంది దుర్యోధనాథులందరినీ నీకు చూపిస్తాను అని చికిత్స పరమాత్ముడు ద్రౌపది ముందు అన్నాడు అని ఒక చోట వస్తుంది కానీ దుర్యోధనాథులందరినీ కూడా సంహరించింది భీమసేనుల వారే అనేది బహుళ ప్రమాణాలతో సిద్ధమైనటువంటి భీమసేన హతాస్తేతు న్యాయంతే బహువాక్యత విస్తారే భీమ నిహత सङ्केऽपि अर्जुनपातिताः उच्यन्ते भारक्षान्ये पुण्यस्यार्थसमाश्रयात् भीमसेन हतास्तेषु ज्ञायन्ते बहुवाक्यतः विस्तारे भीमनिहताः सङ्केते अर्जुनपातिताः उच्यन्ते भारक्षान्ये वास्तविक चिंता భీమసేనుడు వారే అధికమైనటువంటి సేనాన్ని సంబంధించింది అనేది అధిక వాక్యాల్లో స్పష్టంగా చెప్పబడి ఉన్నది అలాంటి అధిక వాక్యంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నటువంటి విషయం కాబట్టి అక్కడక్కడ చెప్పే వాళ్ళ మీద ఆధారపడి చెప్పే వాళ్ళ క్రమ జరగడం అనేది కానీ అధికమైన వాక్యాలు ఎక్కడైతే ప్రమాణం దాన్నే మనం తెలుసుకోవాలి అధికమైన సైన్యాన్ని భీమసేనుడు వారి సంహరించారు అని చెప్పడానికి అధిక ప్రమాణాలు ఉన్నాయి అర్జునుడు భీమసేనుడు వారి కంటే తక్కువ సైన్యాన్ని సంహరించారు అని చెప్పడానికి ఎన్నో వాక్యాలు ప్రమాణాలుగా ఉన్నాయి ఇలా చెప్పబడేటటువంటి వ్యక్తి యొక్క వ్యత్యాసం అంటే చెప్పబడేటటువంటి వ్యత్యాసం ఆ పాండవ పురుషుడు చెప్పేవాళ్ళటువంటి వాక్యాలలో కాస్త అతీతంగా వ్యత్యాసం జరిగి చెప్పడం అనేది జరుగుతుంది ఆ సందర్భానికి అలా అలా చెబుతారు కానీ యథార్థమైనది ఏమిటో అన్న దాన్ని మనం ప్రమాణానికి అనుగుణంగా తెలుసుకోవడం అనేది చేయాలి ఈ రకమైనటువంటి పలు రకాలుగా ఉండేటటువంటి వ్యత్యాసాలు పురుషులు చెప్పేటటువంటి క్రమలో వ్యత్యాసాలు అనేవి మనం చూస్తాం కానీ ఆ పురుషులు చెప్పే క్రమలో వ్యత్యాసంగా చెప్పబడి ఉన్నది అన్న మాత్రాన దాని యథార్థంగా తెలుసుకోకూడదు అధికమైన వాక్యాల యొక్క బాహుల్యం అనేది చూసి దాన్ని మనం సరిగ్గా తెలుసుకోవడం అనేది చేయాలి విస్తారే కృష్ణహత బలభద్రహత ఇది శిక్షంతే చక్రశిష్టాల వ్యత్యాసోటి కృతిస్తారే విస్తారే కృష్ణనిహత బలభద్రహత ఇది చేత చాలా ఇక కృష్ణ మరియు బతి బలరాముడు వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేసే సందర్భంలో అధికమైనటువంటి సైనికుల్ని శ్రీకృష్ణుడి సంహారం చేశారు కొన్ని సందర్భాల్లో బలభద్రుడు అధికంగా చెప్పాడు సంహారం చేశాడు అని చెబుతారు అది కాల ఆ యుద్ధం జరిగేటప్పుడు ఆ సమయంలో బలభద్రుడు అధికమైన సైన్యాన్ని సంహరించి ఉంటాడు ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కొద్దిపాటి సైన్యాన్ని గమనిస్తూ ఉంటాడు అంత మాత్రాన మొత్తం యుద్ధాన్ని చూసి బలభద్రుడే చాలా మందిని సంహరించాడు అని అనుకోవడం తప్పు బలభద్రుడి కంటేనూ అధికమైన సైన్యాన్ని సంహరించింది శ్రీకృష్ణ పరమాత్ముడి అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి ఎన్నో రకాల ఉదాహరణలు చెబుతారు మహాభారతంలోనూ కూడా వచ్చే కథలు దశమస్కంద భాగవతంలోనూ కూడా వచ్చే కథలు మొదలైన రామాయణానికి సంబంధించి ముందు చెప్పబోయే మహాభారతం మొదలైనటువంటి పురాణ కథమైన కథాలలో ఉండేటటువంటి వ్యత్యాసాలన్నింటినీ కూడా సూక్ష్మంగా తెలిపి ఈ రకమైన వ్యత్యాసాలు అనేవి ఉంటాయి వాటిని సరిగ్గా అర్థం అనేది చేసుకోవాలి అని చెప్పి ఉపసంహారం అనేది చేస్తూ వస్తారు యథా దుర్యోధనం భీమ ప్రాసత్త సన్నిధౌ విధివాక్యేషు బహుశు జ్ఞాయంతే నిర్ణయాదపి अनिर्णयेति तस्य पूर्वमुक्तागतिस्ततः यथा నిరోధనం भीमः प्रासत्यसन्निधौ निजवाक्येषु बहुषु न्यायं चेन्नर्णयादपि అనిర్ణయేతి తస్య పూర్వముక్తాగతి తథా నిర్ణయం లేని గ్రంథాలు నిర్ణయించబడని గ్రంథాలలో వ్యత్యాసాలు అనేవి వస్తాయి కాబట్టి నిర్ణయించలేని నిర్ణయం లేనటువంటి గ్రంథాలు కాకుండా నిర్ణీతమైన అయినటువంటిది ఇంకొక ఉదాహరణ చెబుతారు కృష్ణ పరమాత్ముడి సన్నిధానంలో భీమసేనుడు దుర్యోధనుడిని చూసి పగలబడి చంపాడు అనే మాటని చెబుతారు అది ఇంద్రప్రస్థంలో ఈ వాక్యేషు బహుశు నిర్ణయాది అందరనేటు కృష్ణం నిర్ణయం లేని సందర్భంలో ఇంద్రప్రస్థ ద్వారకా ప్రతి సాల్వపదార్థం కృష్ణ భీమ జలయ పాత్రం దుర్యోధనం ప్రాసెస్ ఈ కాల వ్యత్యాసం भावः तथा एवम् आज्ञा पूर्वमित्याद्या व्यत्यासात् కృష్ణ పరమాత్ముడు ఉండగానే నవ్వారు నివసెల్లు వారు అని ఒక చోట వస్తుంది ఇంకొక చోట శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకకి వెళ్ళిన తర్వాత వీడు సభకి వచ్చాడు దుర్యోధనుడు అక్కడ చూసి అక్కడ వాడు పడ్డాక నవ్వై ఆరు నిమిషం వారు అని మరికొన్ని వాక్యాలు వస్తాయి కానీ ఆ రకంగా అర్థం అనేది చేసుకోకూడదు పూర్వముక్త వెనక చెప్పబడినటువంటి ప్రాతిలోక వ్యాధులు అంటే పుంజస్తాసం కావచ్చు అసంమోహనం కావచ్చు అలాంటి అన్ని కారణాలను నిమిత్తంగా చేసుకొని వ్యత్యాసంగా కొన్ని సందర్భాలు చెప్పబడి ఉంటాయి ఆ రకమైనటువంటి వ్యత్యాసాలుగా చెప్పబడిన విషయాలు తెలుసుకోకుండా నిర్ణయించబడిన తెలుసుకోవాలి మహాభారతంలో కాస్త అతిథిగా వస్తుంది కాబట్టి దాన్ని కూడా నిర్ణయం చేసి చెబుతారు కృష్ణ పరమాత్ముడు ఉండగానే ఆయన సృష్టించిన క్రమకి అనుసరించి ఆయన సూచించారు కదా అని చెప్పి పగలబడి నవ్వుతారు దుర్యోధనుడి విషయంలో భీమసేనుడు వారు మరియు అలా జరిగితే వారు అవమానాన్ని భరించలేక ముందు యుద్ధానికి కారణమవుతాడు అనే భావనతో అలా జరిగింది దాని కిట్ట పరమాత్ముడు ద్వారకకి వెళ్ళిన తర్వాత ఈ సంఘటన జరిగింది అని కొన్ని మాటల్లో చెప్తారు అలా వ్యత్యాసంగా మహాభారతంలో అక్కడక్కడ వచ్చిన సందర్భాలున్నా వాటిని నిర్ణయించిన గ్రంథానికి అనుగుణంగా నాదార్థ తత్వములకు అనుగుణంగా వాటిని తెలుసుకునే ప్రయత్నం అనేది చేయాలి వ్యత్యాసాత్మేమాత్యాస ప్రాతిలోమ్య నయస్తతే భారతదేశం లక్షణ గ్రంథసత్వతే సాయంతే బహుజనవాక్యం నమే గ్రంథసత్వత వ్యత్యాసాత్మేమాత్యాస ప్రాతిలోమ్య నయస్తత దృశ్యంతే భారతదేశు లక్షణ గ్రంథసత్వతే సాయంతే బహుజనవాక్యం నమే గ్రంథసత్వత లక్షణ గ్రంథాలను అంటే వేదవ్యాస పరమాత్ముడు రచించినటువంటి లక్షణ గ్రంథం ఆ లక్షణ గ్రంథంలో నిర్ణయాత్మకంగానే ఆయన రచించారు సాధారణ కథలు అలాంటి ఆ వేదవ్యాసులు వారు రచించిన లక్షణ గ్రంథాలకి అనుగుణంగా మహాభారతంలో అటు ఇటుగా వ్యత్యాసం అనేది జరిగిన పాఠ్యంలో ఎలా చెప్పాలో అలా చెప్పకుండా ఎందుకు చెప్పడం అనేది జరిగింది అలా మహాభారతంలోనూ కూడా అటు ఇటుగా వచ్చి ఉంటాయి అలా అటు ఇటుగా అటు ఇటుగా విషయాలు అనేవి అవాంతరంగా వచ్చి ఉన్నాను కూడా లక్షణ గ్రంథ వ్యాసోక్త లక్షణ గ్రంథాత్ ఆ వేదవ్యాసులు వారు రచించిన లక్షణ గ్రంథం ఆ లక్షణ గ్రంథానికి అనుగుణంగా అది నిర్ణయాత్మకంగానే రచించారు దానికి అనుసరించి ఈ రకంగా మహాభారత కథలన్నీ కూడా నిర్ణయం అనేది చేయడం జరిగింది కేవలం లక్షణ గ్రంథం మాత్రమే కాదు చాలా వాక్యాలు కూడా ఏవైతే ఆ విషయాన్ని నిర్ణయం చేసి చెప్తాయో అటువంటి ఆ చాలా వాక్యాలని పరిశీలించి మరి ఆ భావః తపః నిర్ణయయంతం కొర రచిత చడం మది జరిగింది కాబట్టి ఈ గ్రంథం అనేది నిర్ధారించబడినది తపః నిర్ణయయంతం ఆస్తి చివచ లక్షణం బహువాక్యానుసారేణ నిర్మయోయమ్యతః తపః నిర్ణయయంతం ఆస్తి చివచ లక్షణం బహువాక్యానుసారేణ నిర్రణయోయమ్యతః లక్షణ గ్రంథః అంటే నిర్ణయం చేసేక తప్పటి జ్ఞాస్త్రాల అందుతుంది ఎక్కడెక్కడ ఏ నిర్ణయాత్మకమైన గ్రంథాలు భాగవతానికి భాగవత సంవత్సరం అన్ని నిర్ణయాత్మక గ్రంథం మహాభారతానికి లక్షణ లక్షణ గ్రంథం అని ఒకటి ఈ రకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఏ గ్రంథాలు ఉన్నాయో వాటిని పరిశీలించి చాలా వాక్యాలు ఈ విషయాన్ని సమర్థన చేస్తూ ఉన్నాయని చూసి ఆ అన్ని రకాల వాక్యాలని పరిశీలించి ఈ గ్రంథాన్ని ఈ రకంగా నిర్ణయాత్మకంగా రచించడం అని સમ લક્ષણ શાસ્ત્ર રાત સ્વરૂપાયનો વિભાવિ વિભાષાનો જાનાતિ નામ સપને વચ સમ લક્ષણ શાસ્ત્ર એ જ સક્ત સ્વરૂપાયનો વિભાવિ વિભાષાનો જાનાતિ નામ સપને વચ નિર્ણે ગ્રંથાવિધિત વિદ્વાન સમારચિકારો આલાંત નિર્ણે ગ્રંથાલની અંતરીંથી જેવરકી മൂડ ભાષાલો અર્થે સમાધી ભાષા દર્શન ભાષા પુષ્ટ ભાષા આની മൂડ પ્રકારાગા હોય છે ఆ మూడు రకాలుగా ఉండేటటువంటి సమాధి విద్య మొదలైనటువంటి మూడు రకాల భాషల లక్షణాలు ఎవరికైతే తెలియవు అలాంటి ఆ లక్షణ అంటే మూడు రకాల భాషల విషయం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక వేరే వేరే దానికి సంబంధించి నానా రకాలుగాను కూడా వందకు పైననే అన్ని రీతిలు ఉన్నాయి ముఖ్యంగా మూడు చెప్పారు సమాధి భాష గుప్త భాష దర్శన భాష ఆ మూడింటికి అవాంతరంగా అవాంతరంగాను కూడా వంద రకాలుగాను కూడా వ్యత్యాసం అనేది ఉన్నది గతప్రశ్నస్య కాభాష ఇటీవ దృష్టినాం వ్యాఖ్యాన ప్రకార విషయంగా అలాంటి వంద వంద రకాలుగా ఉండేటటువంటి మూడు భాషలు సమాధి భాష ముఖ్య భాష దర్శన భాష వాటిని నిర్ణయం చేసే రకమైనటువంటి ఏ భాష అయితే ఉన్నదో అటువంటి ఆ నిర్ణయాత్మకమైన గ్రంథాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటి వ్యాఖ్యానాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పరిశీలించినది నేను ఈ గ్రంథాన్ని నిర్ణయాత్మకంగా రాశాను వ్యత్యాసాదీన్ సప్త వేదాన్ వేదాధ్యర్థం కృతావదేతు త్వయాతి నయనం ఘోరం అన్యతాజ్ఞాన స్వభావం చిత్తన్యేషు శాస్త్రేషు తత్ర తత్రోదితం బహు వ్యత్యాసాదీన్ సప్త వేదాన్ వేదాధ్యర్థం కృతావదే త్వయాతి నయనం ఘోరం అన్యతాజ్ఞాన స్వభావం वित्तन्वेषु च ఇక ఏది నిర్ణయానికి వ్యత్యాసంగా చెప్పబడుతుంది ఇక్కడ నిర్ణయం చేసిన దానికి నిర్ణయ గ్రంథాలకి వ్యత్యాసంగా ఎక్కడైతే చెప్పబడుతుందో అలాంటి ఆ వ్యత్యాసాలు ఏడు రకాలుగా విభాగం అనేది చేయబడి ఉన్నాయి అలాంటి ఏడు రకాలుగాను కూడా వ్యత్యాసంగా చెబితే వేదాధ్యర్థం వేదాలు మహాభారతం రామాయణం మొదలైనటువంటి కథలని ఈ రకమైనటువంటి ఏడు రకాలుగాను కూడా వ్యత్యాసాన్ని చేసేటటువంటి మూడు మూడు భాషలకు సంబంధించి ఏడు రకాలుగా ఉండేటటువంటి వ్యత్యాసాలు అలాంటి ఏడు రకాల వ్యత్యాసాలు చెప్పి ఎవరైతే అమితా జ్ఞానాన్ని చెబుతారో అమితా జ్ఞానంతో ఇలాంటి విశేష జ్ఞానంతో చెబుతారో తమ బుద్ధికి తోచినట్లు చెబుతారో అలాంటి వాళ్ళు నరకలోకాన్ని పొందడం అనేది శాస్త్రేషు తత్ర తత్ర ఉచితం బహు వ్యత్యాస ప్రాతిలోక్యం గోమూత్రి ప్రకటస్తత ఉదరస్థాదు సప్తవేద ప్రకీర్తిత ఆ ఏడు రకాల వేదాలు అనేవి ఏవి అని అడిగితే ఆ ఏడు రకాల వేదాలని కూడా మనకి ఇక్కడ చెబుతారు శివనాచార్యులు వారు అక్కడక్కడక్కడ అన్యథా నిమిత్తకంగా ఏడు రకాల వ్యత్యాసాలు ఏడు రకాల మూడు భాషలకు సంబంధించిన ఏడు రకాల విభాగాలు వాటిని చెబుతారు వ్యత్యాస రాతిలోమ్యం గోమూత్రి ప్రగతస్తత కృష్ణ సుధుర సాధు సప్తవేద ప్రతిష్ఠిత ఇది ఏడు రకాలుగా ఉండేటటువంటి వ్యత్యాసాలు ఇటువంటి ఏడు రకాలుగా ఉండేటటువంటి వ్యత్యాసాలు అనేవి ఏదైతే ఉన్నాయో ఈ వ్యత్యాసాలకి అనుగుణంగా ఎవరైతే తమ తమ గ్రంథాలలో చెబుతారో లేదా అటువంటి విషయాల్ని మండనా చేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగాను కూడా నరకలోకాది అనర్థాలు మొదలైనవన్నీ కూడా కలుగుతాయి అని చెబుతారు ఇలా ఈ ఉదాహరణలు అని ఉదాహరణలు వీటికి వివరణ అనేది సిబ్బందికారులు చెబుతారు కొంచెం విస్తారంగా ఉంటుంది కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం వ్యత్యాస ప్రాతిలోమ్యం అనేది వెనక్కి చెప్పింది ఒకటి ఒక రకంగా ఉంటే దానికి ఇంకో రకంగా చెబుతారు ఏది చెప్పాలో అలా కాకుండా మరొక రకంగా చెప్పడం అనేది వ్యత్యాసం రాత్రిలో మిమ్మల్ని రక్షించుకుంటుంది గోమూత్రి అని అంటే వృషభం ఎత్తు వెళుతూ వెళుతూ అది మూత్ర విసర్జన చేస్తూ ఉంటే అది ఎలా అటు ఇటుగా అటు ఇటుగా వంకర టింకరగా వెళుతూ ఉంటుందో అలా వంకర టింకరగా కథని చెప్పడాన్ని గోమూర్తి అని అంట ఒక క్రమలో కాకుండా వంకర శంకరగా ఎలా పడితే అలా చెప్పడం అనేది ఏదైతే ఉందో దాన్ని గోమూర్తి అని అంటారు ఇక ప్రకాశ అనేటటువంటి మాటని కూడా చెబుతారు బాదరాజ స్వామి గారు ఏమిటది ప్రగస అనే దానికి గృహవర్షం ముఖ్యమిత అవకాశం యథాకృష్ణ కథా కథకి దశవస్మని దైవాసుర మంచి శ్రీభజన్ అశివం శివం వితరక సమూహ ప్రకస అంటే గత ఆస్వాదనే అని ధాతువు మీద ఇది నిర్ణయం అనేది చేశారు ఈ చెప్పవలసినటువంటి కథని భక్షణ చేసేస్తా ఏది చెప్పాలో ఆ చెప్పవలసినటువంటి కథ అనేది ఏదైతే ఉందో దాన్ని మొత్తం చెప్పకుండా మధ్యలో మిగిలేస్తా దాన్ని ప్రగస ప్రగస అని అంటారు అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని ఉక్షణ అనే దానికి కూడా చెబుతారు ఉక్షణ రుదుర సాధువు ఈ ఏడు రకాలుగా ఉండేటటువంటిది వ్యాధరాజ స్వామి గారు అన్నిటినీ కూడా సంగ్రహం చేసి చెబుతారు ఉక్షణ ఉక్షణ అని అంటే గోమయాన్ని ప్రోక్షణ చేస్తారు ఆ గోమయాన్ని ప్రోక్షణ చేసేటటువంటి సందర్భంలో అక్కడక్కడక్కడక్కడ ప్రోక్షణ చేసినట్టు ఆ కథ ఈ కథ ఆ కథ ఈ కథ అని ఆ రకంగా సంగ్రహం చేసి చెప్పడం ఒక క్రమంగా వెళ్ళదు అక్కడెక్కడ ఉన్నటువంటిది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకొని ఏదో చెప్పేసి ముగించేస్తారు సుగురహ అని అంటే దుష్టుభృత్యా పారహ ఎట్లతా సుధురహ ఈ సుధుర అనే దానికి కూడా వివరణ అనేది ఇస్తారు వాదరాజ స్వామి వారు వాసుదేవ పరా వేద వాసుదేవ పరామక అని భాగవతంలో వస్తుంది ఈ విశ్వత పాణిపాదం విశ్వతోక్షించడం మొదలైనవన్నీ కూడా పురాణాల్లో ఉండేటటువంటి వాక్యాలు ఇలాంటి నానా రకాలుగాను కూడా ఉండేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సుధుర చుట్టూ పారహ ఎత్ర సహ సుతుర ఆ ధైర్యపూర్వకంగాను కూడా చెప్పకుండా ఎవరిదో సంకోచం చేసుకొని ఆ సంకోచ నిమిత్తంగా ఎంత గట్టిగా చెప్పాలో అంత గట్టిగా చెప్పకుండా వ్యత్యాసం చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఈ రకమైనటువంటి కేవలం విష్ణుస్థుతి అనేది చేస్తున్నారు అని అంటే ఈ రకంగా చెబుతారు ఇవన్నీ స్పష్టంగా ప్రమాణ వచనాలు ఉన్నాయి వేద వాసుదేవ పర వేద వాసుదేవ పర మత కానీ అలాంటిది ధైర్యంగా చెప్పరు ఉన్నది ఉన్నట్టుగా అలా చెప్పకుండా కేవలం ఇదేదో పరమాత్మను స్తోత్రం చేస్తున్నారండి అంతే తప్ప దాన్ని విశేషంగా మనం ప్రమాణం అని చూపించడానికి లేదు అని ఈ రకంగా మాట మార్చడం అనేది జరుగుతుంది అలా చేసే దాన్ని సుధురా సుధురా అని అంటారు ఈ రకమైనటువంటి సప్త వేదాలు అనేవి ఏవైతే ఉన్నాయో అలాంటి సప్త వేదాలతో ఇష్టమైనటువంటి కథలు సాధువు అని అంటే సాధిష్టాన చెందిన కేవలం విశ్వస్థుతి యథార్థత సాధువు అధిష్టాన సహితమైనటువంటి స్తోత్రం అనేది చేయాలి అధిష్టాన సహితమైనటువంటి స్తోత్రాలు అనేవి కొన్ని సందర్భాల్లో ఉంటాయి అధిష్టానాన్ని అధిష్టానంలో ఉండేటటువంటి భగవంతుని ఇద్దరినీ కూడా సృష్టించడం అనేది ఉంటుంది అలా కాకుండా కేవలం భగవంతుని భగవంతుని సృష్టించడం అనేది ఉంటుందో సాధిష్టాన స్థుతం కేవలం విష్ణుస్థుతి అధిష్టానాన్ని స్తోత్రం చేయకుండా కేవలం నారాయణుని మాత్రమే స్తోత్రం చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని సాధు సాధు అని అంటారు అంటే అధిష్టానాన్ని కూడా అక్కడ చెప్తూ ఉంటారు అధిష్టానానికి అర్థం లేకుండా పోతుంది అధిష్టానానికి సంబంధించింది అధిష్టానానికి చెప్పాలి అంతర్యామి అయిన పరమాత్మకి సంబంధించింది అంతర్యామి అయిన పరమాత్మకి చెప్పాలి అధిష్టానానికి సంబంధించిన వేరే వేరే విషయాలు ఏదైతే పార్వతీపతి రుద్రదేవుని పక్కన పట్టేసి దాన్ని తీసుకొని నారాయణుడికి సంబంధించి చెప్పడం అండి ఇలా నానా రకాలుగాను కూడా సమాధి భాష విద్య భాష దర్శన భాష అనే సభలో రెండు రకాలుగాను కూడా వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి ఇలాంటి ఏడు రకాల వ్యత్యాసాలను పరిశీలించి ఎక్కడెక్కడ ఏ సందర్భాలలో చెప్పబడుతున్నాయని తీసుకొని నిర్ణయించబడినటువంటి గ్రంథానికి అనుగుణంగా మనం యథార్థ జ్ఞానాన్ని పొందాలి ఇత్యాది లక్షణాన్యత్ర లోక్యన్యత్వసంగత అనుసారేణ తేషాం నిర్ణయ క్రియతే మయా శాస్త్రత్వాత్ లక్ష్యమేత ఇక్కడ చెప్పినవన్నీ ఇలా కాకుండా ఈ సప్త భేదాలు ముఖ్య భాష దర్శన భాష లాంటివి కాకుండా ఉన్నది ఉన్నదిగా స్పష్టంగా లక్షణ శాస్త్రాలు అనేవి ఏవైతే నిర్ణయాత్మకమైన గ్రంథాలు ఉన్నాయో ఆ నిర్ణయాత్మకమైన నిర్ణయం చేసేటటువంటి గ్రంథాలకు అనుగుణంగానే ఇక్కడ నిర్ణయ గ్రంథాన్ని నేను రచించడం అనేది జరిగింది ఇది నిస్సందేహంగా సంకోచం లేకుండా బుద్ధుడికి మోక్షాన్ని కావాలని వాళ్ళు ఖచ్చితంగాను కూడా దీన్ని స్వీకరించవచ్చు దీంట్లో ఏ రకంగా కూడా మీకు సందేహమే అవసరం లేదు కాబట్టి నిర్ణయం చేసిన విషయం ఇది గ్రామగత పరామయ సమస్త శాస్త్రానుసృతే భవాప పఠేదిమాం యక్షుమయా రాజ్యము విముక్త బంధ చరణం మృదే శరణమహరే భజే సుకీరితారామ కథాపరామయ సమస్త శాస్త్రానుసృతే భవాప పఠేదిమా యశ్ శృణుయా తథాపివా విముక్త బంధ హరే భజే ఎవరు ఈ రామకథ నిర్ణయించబడినటువంటి రామకథని నిరంతరంగా పఠనం చేస్తారు సకల శాస్త్రాలకి అనుసరించి సకల శాస్త్రాలకు అనుగుణంగా చెప్పబడినటువంటి నిర్ణయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఉపాసన చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ నిర్ణయించబడిన రామకథ భవాపహ సంసార బంధనాన్ని దూరం చేస్తుంది ఎవరు దీన్ని చదువుతారో ఎవరు దీన్ని నిరంతరంగా శ్రమణం అనేది చేస్తారో అలాంటి వాళ్ళు విముక్త బంధ శరణం హరేర్వదే మోక్ష ప్రాప్తిని చేస్తారు సంసార బంధనాన్ని పరిహారం చేసుకొని వారు మోక్షలోకాన్ని పొందడం అనేది జరుగుతుంది ఇటువంటి మోక్ష కారకమైన శాస్త్రం ఇది శ్రీ శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్యులకి చేసిన మహాభారత శాస్త్రేంద్రమే నవమోధ్యాయ ఈ రకంగా మన భారతాల వారు రచించినటువంటి మహాభారత శాస్త్ర నిర్ణయానికి Thank you.